హాయ్ నా పేరు రామ్ గోపాల్ నేను ఈరోజు మీతో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు టాపిక్ కంప్యూటర్ స్టోరేజ్ స్టోరేజ్ అంటే ఏంటి కంప్యూటర్ స్టోరేజ్కి హ్యూమన్ బ్రెయిన్ ఆర్ హ్యూమన్ స్టోరేజ్కి తేడా ఏంటి ఎన్ని రకాల స్టోరేజ్ టెక్నాలజీస్ ప్రస్తుతం మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి కంప్యూటర్ స్టోరేజ్ సొల్యూషన్స్ డేటా సెంటర్స్లో ఎలా ఉపయోగపడుతున్నాయి డేటా స్ట్రీమింగ్ అంటే ఏంటి డేటా స్ట్రీమింగ్ వల్ల నార్మల్ యూజర్ ఎలా బెనిఫిట్ అవుతున్నాడు ఈ సర్వీసెస్ గురించి యూజర్ ఎలా తెలుసుకుంటున్నాడు అండ్ ఎలా ఉపయోగించుకుంటున్నాడు కంప్యూటర్ స్టోరేజ్ ఏ అప్లికేషన్స్కి ఉపయోగపడుతుంది for example entertainment apps educational app informative apps ఈ యాప్స్ ఈ డేటా స్ట్రీమింగ్ సర్వీసెస్ని డేటా సెంటర్ స్టోరేజ్ సొల్యూషన్స్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో ఈ జనరేషన్ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ